వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కొన్ని కోట్ల ఆదాయం పక్కకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు కదా దాని మీద మీరు ఏం చెప్తున్నారు మరి మేము ఒక కోటి ఆదాయం దీనికి సంవత్సరానికి పన్నెండు ఇస్తే పదకొండు సీటర్లకి ఎన్ని లక్షలు వస్తాయి సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తాయి ఎక్కడైనా కోట్ల ఆదాయం అనేది ఎక్కడ వస్తుంది అడ్వాన్స్ వాళ్ళు ఏమన్నా ఒక్కొక్క షాప్కి ఏమన్నా అమ్ముకుంటే కోటి రూపాయలు ఇస్తారేమో కానీ కిరాయి కోటిస్తారా అమ్ముకోనిక మాకు అధికారమే లేదా సంఘాలకు లేదు బ్యాంకు లేదు మరి వాళ్ళు కోటానికి ఎందుకు ఇస్తారు మాకు కోటి ఇచ్చిన వాళ్ళు ఆనే ఉండరు కిరాయి ఇచ్చిన వాళ్ళు ఆనే ఉండరు నడుపుకోవడం వాళ్ళు ఆనే ఉండరు అది కేవలం ఆరోపణ అంటారు ఇదంతా అసత్య ఆరోపణ మేము చేసిన దానికి ప్రతి రూపాయికి జవాబుదారీతనం మా దగ్గర ఉంది వాళ్ళు ఇచ్చిన ఈ పద్నాలుగు పదహైదు నెలలు అంటే జూ జూలై నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన రెంట్ కొంతమంది కంప్లీట్కి ఇచ్చారు ఇప్పుడే ఒక షాప్ ఆయన చెప్పాడు మేము నాలుగు నెలలు ఇచ్చిన మిగతా ఇస్తాం సార్ వారం పది రోజులు అని అన్నాడు వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు డీసీసీబీ నుంచి కూడా మాకు ఒక లెటర్ పంపారు ఈ బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమనంటే మీరు ఇట్లా కృష్ణ బీజేపీ అతను కంప్లైంట్ ఇచ్చారు నేను కంప్లైంట్స్ రిపోర్ట్స్ చేయండి నాన్ బ్యాంకింగ్ అసెట్స్ మీద ఒక లెటర్ ఇచ్చాడు మాకు ఈ రెండు మూడు రోజులలో ఏ సొసైటీకి ఎంత రెంట్ జమ అయింది ఏ సొసైటీ ఆధీనంలో ఏ షాప్ ఉంది అనేది నేను లెటర్ ఇస్తాను వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటే వాళ్ళు వీళ్ళు షాప్స్ కాల్ చేసుకుంటారు అంతే తప్ప ఇదే క్లియర్ అయితే దీంట్లో రెంట్ కలెక్ట్ చేస్తేనేమో బ్యాంకు లైసెన్స్ అయితే రెంట్ కలెక్ట్ చేయకుండా షాపులో ఖాళీ చేయాలి ఈ రెండే సో ఇష్యూ ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసిపోతే మాకేం ఇబ్బంది లేదు ఒకవేళ సొసైటీకి పదహైదు వేలు రెంట్ వచ్చినా కానీ యాజ్ ఏ ప్రెసిడెంట్గా కానీ సీఈఓ కానీ e ఆ డబ్బులు వాడుకోవడానికి లేదు అది ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆడిట్లు వస్తుంది సొసైటీ ఎక్స్పెండిచర్ కింద భరిస్తుంది మా దగ్గర చాలా సొసైటీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కనీసం వీళ్ళు ఇచ్చే పన్నెండు వేల రూపాయలైనా ఒక ఎంప్లాయీ జీతం వస్తుందనే ఉద్దేశంతో మేము ఇట్లా మహబూనగర్లో ఉంది వనపర్తిలో ఉంది ఈ జిల్లా మొత్తంలో రెండే షాపింగ్ కాంప్లెక్స్ మహబూనగర్ డిసిసిబిలో ముప్పై నాలుగు షటర్లు ఉన్నాయి వాడ రకరకాలుగా కోర్టుకు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళు కూడా రెంట్ కట్టడం లేదు మేము ఇక్కడ రెంట్ బ్యాంకు కడితేనేమో వీళ్ళు ఖాళీ చేయాలి బ్యాంకు కట్టకపోతే వీళ్ళు ఉంచు వాళ్ళు ఉండాలా కట్టాల్సింది బ్యాంకుకు రెంట్ కట్టాలా ఈ రెండు వాళ్ళు డిసిషన్ తీసుకోమని మొన్ననే చెప్పినాం రోడ్ కటింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మూడు షట్టర్లు రెంట్ తీసుకున్నా నిన్న బీజేపీ వాళ్ళు చేసిన ధర్నాలో వాళ్ళు మాట్లాడిన మాటలలో ఎటువంటి సత్యం లేదు ఇక్కడ ఎటువంటి అవినీతి కూడా జరగట్లేదు లాస్ట్ మేము షాపింగ్ కాంప్లెక్స్ తీసుకున్నప్పటికెళ్ళి లాస్ట్ జూన్ వరకు కూడా బ్యాంక్ బ్యాంకులోనే పేమెంట్ చేయడం జరిగింది ఎవరికి కూడా పేమెంట్ చేయలేదు ఎటువంటి ఒక ఒక్క రూపాయి కూడా మేము పేమెంట్ చేయలేదు గవర్నమెంట్కే బ్యాంక్కే జమ చేయడం జరిగింది ఆ బిల్లు కూడా మా దగ్గర ఉన్నాయి లాస్ట్ జూన్ నుంచి లాస్ట్ జూలై నుంచి జూన్ వరకు కట్టినాం జూలై నుంచి పేమెంట్ ఇది సహకార సంఘాలకు వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఇంకా తర్జన భర్జన నడుస్తున్నాయని తెల తెలవడం వల్ల నేను జూలైకి వెళ్ళి పేమెంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే దాని మీద కాన్స నాకు క్లారిటీ రాలేనందువల్ల నేను ఎవరికి పేమెంట్ కూడా చేయలేదు ఏదైతే నిన్న బీజేపీ వాళ్ళు చేసిన ధర్నాలో కోట్ల రూపాయల అవినీతి అనేది శుద్ధ అవాస్తవం ఎందుకంటే ఎంతసేపు నా కాంప్లెక్స్ గురించి మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడాలంటే లాస్ట్ జూలై జూన్ వరకు కూడా బ్యాంక్ వాళ్ళే తీసుకున్నారు మీరు చూసుకున్నా కూడా దాంట్లో లెక్క తేలుతుంది జూలైకి వెళ్ళి కూడా పేమెంట్ కూడా ఎవరు కూడా డబ్బులు నగదు రూపాయన తీసుకోలేదు బ్యాంకులో అకౌంట్లోనే ఏమని అడగడం జరిగింది ఆ అకౌంట్లో కూడా కొంతమంది వేసిండ్రు కొంతమంది కొన్ని రోజులు కొంతమంది వేయలేదు ఆ విధంగా కొంచెం నడుస్తున్నాయి కాంప్లెక్స్లో కానీ పూర్తిగా కోట్ల రూపాయల అవినీతి అనేది కూడా మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది జరుగుతున్నది కేవలం ఒక సంవత్సరం కాలం నుంచి మాత్రమే దీని మీద ఈ సంఘాలకు వెళ్ళిన షట్టర్లు అనే విషయం జరుగుతుంది కాబట్టి ఈ ఈ మధ్యనే అంటే ఈ ఏదైతే ఈ సంవత్సర కాలం ఉందో దాని మీదనే రెంట్లు సంఘాలకు పోతున్నాయి అంతే తప్పితే సహకార సంఘాలకు అంత ముందు జరగలే అని చెప్పి నేను ఈ షాపులు తీసుకున్న ఒక యజమానిగా చెప్తా ఉన్నా మీరు అది ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు అడుగుతలేరు మా తనంగా తీసుకున్నారు వాళ్ళు ఒక బీజేపీని ఒక బూచి చూపించి మాకు తనంగా తీసుకున్నారు ఆరు మంది మేము మీసాలను వాళ్ళ చీరలు కట్టుకునే పరిస్థితికి వచ్చింది మాకు అంటే ఆ స్థాయికి ఉంది మాది ఈ షాపులలో అందువరకు మేము ఇమీడియట్లీ షాపులు తొలగించాలని మేము మంత్రి గారు కూడా మేము లెటర్ ఇచ్చినాం ఆ మున్సిపాలిటీ కూడా మొత్తం ఏదో చూస్తారు తీసి రేపు నెలన్నా మాకు విజయ్ అదేందో నువ్వు కాలేజ్ తీసుకొని డబ్బులు రావో అవి గవర్నమెంట్ తీసుకుంటుంది ఆ రోడ్డు డివైడ్ చేసే వీళ్ళు కొనసాగని అనే ఒకే ఒక మానవత్వంతో వాళ్ళని కొనసాగించేది ఇప్పుడైతే ఆల్రెడీ అక్కడ నుంచి మొదలైంది కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఖాళీ చేయించి మా సొసైటీలే నడిపిస్తాయి గతంలో నుంచి మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏదైతే మేము చేసినామో ఎక్కడ కూడా అవినీతి ఒక రూపాయి జరగలేదు కోట్ల రూపాయల ఐదేళ్ళ నుంచో పదేళ్ళ నుంచో అని వాళ్ళు గౌరవ మంత్రి గారి మీద ఏదో రూపకంగా బురదజల్లే కార్యక్రమానికి ఈ ఇది వేదికగా వాడుకుంటున్నందుకు మాకు కూడా బాధ అనిపిస్తుంది మేము రైతుల కోసమే పనిచేసే చైర్మన్లు ఉన్నాము జీతాలు లేకుండా స్వచ్ఛందంగా రైతు సేవ కోసం మేము పనిచేసుకుంటా ఎక్కడ అవినీతి కూడా చేయకుండా అవినీతి మరక లేదు ఒకవేళ మీరు అటువంటిది ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు రెండోది నిజంగా మీరు నిరూపిస్తే మేము రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నాం నేను నేను రెడీ వాళ్ళు వాళ్ళు రావాలండి వచ్చినప్పుడు కానీ జరిగిందని ఎక్కడైనా మేము ఎక్కడైనా మేమేం చెప్తున్నాం ఎక్కడైనా అకౌంట్ త్రూ కాకుండా చేతి ద్వారా మేము పైసలు తీసుకున్నట్లు మీరు ప్రూఫ్ చేస్తే రాజీనామాకు తక్షణానికి మేము సిద్ధము కిరాయిదారులు కిరాయిదారులు ఏమి మాకు అనుకూలంలో కాదు మా మా రిలేషన్స్ కాదు గతంలో నుంచి ఉన్న వాళ్ళే వాళ్ళని కూడా అడిగి ఎంక్వైరీ చేసి ఈ దీనికి మేము సిద్ధంగా ఉన్నాము రాజీనామాకు సిద్ధంగా ఉన్నాము ఇలాంటి ఆరోపణలు పసలేని ఆరోపణలను ఆధారం లేని ఆరోపణలు చేసుకుంటా అవినీతి చల్లే కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని బీజేపీ పార్టీ వాళ్ళని మరీ మరీ కోరుతుంది